అందరికీ నమస్కారం నేను మీ నిఖిల్ విజేంద్ర సింహ అయితే ఇవాళ మనతో పాటు టూ స్పెషల్ గెస్ట్స్ ఉన్నారు so the very sweet and I know them from before so ఈ రోజు నేను ఇంటర్వ్యూ ఎవరిని చేస్తున్నాను అనుకుంటే నాకు ఇట్లా వచ్చింది అనమాట కాన్సెప్ట్ ఇట్లా ఈ సో అండ్ సో వాళ్ళని చేయాలంటే was like okay fine I don't have to be much prepared but at the same time it will be a friendly chat and వాళ్ళని కొంచెం ఇరికిర్చడానికి నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ కొన్ని గేమ్స్ అలాగే కొంచెం కాంట్రవర్షియల్ చేయడానికి కూడా నేను ప్రిపేర్ అయి వచ్చాను so we have two guests Sai Ronak and Avika ఎలా ఉన్నారు very very good very good and కొంచెం tired because of the promotions and stuff little bit no not at all no you're good yeah we like each other's company so we are having fun having fun <laughs> okay keeping that aside now first question before i forget i was uh, reading the titles అనమాట అంటే కింద డిస్క్రిప్షన్స్ అన్ని చదువుతున్నా జనరలీ యాక్టర్ యాక్ట్రెస్లో వస్తుంది అవికా గోర్ అని చెప్పి ఇప్పుడు వరకు Till now but your I see it's co-producers Avika Gor what's happening like like like ఏం జరుగుతుంది ఇక్కడ Yes, it is happening. Okay. Finally, I've always wanted to um, do something beyond acting. Okay. And, uh, you know, th- there is a, like in Hindi, we say there's a kida in me to, you know, figure something out Yeah. and do something extra. And all that curiosity has finally uh, brought me here that I'm co producing this film. And it's my first baby and I'm excited and I'm glad you are a part of it. Very, very grateful. And um, I'm, I'm happy and uh, very um, overwhelmed with the fact that we have started to we have started to promote it now. Like it's it's happening. Like it's real. Right. So, it's coming out. I mean, the baby is coming out right yeah. <laughs> that will sound right, but okay. Oh, <laughs> okay. <laughs> I went the baby is coming to, I mean, to the world to meet Right, the yes, audience. Yes, finally. And it's been a journey. The Okay. whole process of uh, thinking of it or the process of saying a yes to co-produce it to, uh, you know, having this being executed. It's a journey and it's not easy. It's not easy. but it's Definitely nice. not easy. Acting and producing. So, so you're a producer ఇప్పుడు A co-producer. Okay yeah. Sai ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు నువ్వు తన ప్రొడక్షన్లో పనిచే వర్క్ చేసినావు కాబట్టి వాట్ వాజ్ ద డిఫరెన్స్ అంటే see you are acting with her and you know that she the producer ఏమైనా కొంచెం ఆ లైన్ ఎక్కడైనా ఏమైనా ఉందా లేదా your all chill how how చాలా బెటర్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రెండే లీడర్ ah. లో మానిటర్ మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకో ah. అరే వదిలేస్తాడు మనల్ని అట్లా కొంచెం చూసుకో అవి ah. కొంచెం not like it's an advantage like usually when producers are your friends, there'll be a line, no, no, no, I'm not giving you this lump. Is there anything uh, like that? Uh, with us, I think the reason we have him on board <laughs> is because we wanted somebody who is understanding enough, talented enough, and really, really positive. Because okay. our sets need to have that positive vibe. Right. And uh, I think him being a part of it was, you know, because and one of the reason is that we work together in hashtag bro. And I so that he does not have tantrums basic గా మన పెద్ద డిమాండ్స్ ఉండవు బ్రో ఆ లంచ్ టైం కి కొంచెం ఫుడ్ ఫుడ్ రైట్ ఫుడ్ కావాలి లేదు రైస్ పప్పు biryani biryani anything I'll eat మరి ఫుల్ జిమ్ చేస్తావు ఫుల్ డాన్స్ అది బ్యాలెన్స్ చేస్తా బ్యాలెన్స్ చేస్తా so I eat everything so అట్లా లంచ్ ఎప్పుడైనా క్లాష్ అయిందా గొడవ అయింది ఇద్దరికి గొడవ ఏం కాదు but if I'm what you say I'm bad at saying no so ఏదో ఎవరు ఏదో అడిగినా కానీ చేసేస్తూ ఉంటా so she's like you should express your self sometimes you should restrict అట్లా so as a friend she always yeah so she sometimes you know be little harsh for that thing which is for my good sake I'm fine so that so దానికి ప్రాబ్లం లేదు అసలు nice so you been acting with you acted with lot of actors before how different was it అంటే ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ ఉన్నారు And now you have acted with Sai Ronak. What was the change? How, how was the comfort zone compared to other actors and with Sai Ronak? I think I would like to compare it with uh, somebody else who I have worked with twice, okay. which is Raj Tarun. Okay. My first was Uyala Jampala, where both of us were a little uh, new to the whole thing, and it was like a fresh start between us as yeah. friends. And the same thing happened here in hashtag Bro. It was a fresh, you know, uh, process for us when I worked with him in Cinema Chopista Mama with Raj Sarun, it was so easy for me to like, you know, be myself and blend in. Yeah, it, the process became more fun. Right. And here it was 10 times more because there were so many things that we have to talk about. Like, we, we speak about anything on this planet. We talk about dancing, we talk about films, music. We have so many um, ways that we can connect with as actors, as just personalities. I mean, it was it was fun having him around and uh, one of the reasons we did this film was so that we can spend more time and do nonsense <laughs> that's nice that's nice అంటే జనరల్గా నాకేమనిపించింది అంటే ఇప్పుడు సి వెన్ యూ మీరు ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు you feel you have to have that comfort zone with the other co actor whoever it is then only we can be ourselves give a hundred percent these characters are tricky and the reason I say tricky is because uh, for two hours straight you're just seeing two faces oh. they need to be entertaining enough they need to be you know exciting enough for the audience to stick to those two people in one location this film is tricky and for you know somebody to play this character or my character is tricky we okay. wanted somebody who would do justice who is charming who can you know um, make the audience feel that whatever is happening is real so i think uh, all of that uh, chemistry adds to all of this on screen ఇప్పుడు సినిమాలో ఇప్పుడు లిఫ్ట్లో ఉంది మేజర్ పోర్షన్ లిఫ్ట్ అని పెట్టొచ్చు లేదా లిఫ్ట్ బటన్ అని పెట్టొచ్చు లేదా యాంగర్ ఇష్యూస్ అని పెట్టొచ్చు పాప్కార్న్ అని ఎందుకు టైటిల్ పెట్టారు like there are so many options but why did you choose this title called popcorn యూజువల్గా ఒక లెఫ్ట్లో కన్ఫైన్ స్పేస్లో ఇట్లా స్టక్ అయిన మూవీ అది ఇదంటే మనం చాలా ఇమాజిన్ చేసుకుంటాం ముందే ఇట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు అని బట్ ఇన్ దిస్ మూవీ ఆ టూ అవర్స్ లిఫ్ట్లోనే అవుతుంది but as an audience you won't feel like it's lift you know lot of time అందులో లైట్ వేరియేషన్స్ కానీ అందులో ఉన్న యాక్ట్ బేసిక్గా the kind of melodrama that happens between the two characters మే మా ఇద్దరు క్యారెక్టర్స్ కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని విజువలైజ్ చేసుకుంటాం మేము సో అవన్నీ చూస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది సినిమా సో ఒక మనం పాప్కార్న్ తింటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాము like popcorn is something that is నువ్వు పాప్కార్న్ ఎవరి ముందు పెట్టినా ఎవరైనా తినేస్తారు because it is like by everyone so are movies also like popcorn ever ever ever idea అయితే uh, our director came up with this. Okay. And uh, you know, he has this one way of saying it that popcorn has so many flavors, just like this movie. It has you know, li little bit of emotion, little bit of romance. It has a lot of things happening in the movie, and I think popcorn gives us those different flavors and you know makes yeah. life interesting. oh, <laughs> that's nice. I think kudos to the director <laughs> for uh, giving us that. It's very catchy. Oh, popcorn. It's very catchy. That's the plus point. Nowadays if you have the, the title plays very important role because uh, it should be very catchy mouth to mouth మనం అడిగేటప్పుడు ఏ సినిమా popcorn it's very easy for ఓ పాప్కార్న్ సినిమా interview popcorn so it's very ఇదే నాకు డ్రాబ్యాక్ అవుతుంది నన్ను ఎవరైనా చూస్తారు నీ సినిమాలు నువ్వు ఎట్లా పేరు పెడుతున్నావు ఒకటి ప్రెషర్ కుక్కర్ అంటావు ఇంకోటి next next time doing a movie called circle కళ్ళ ముందు ఏది కనిపిస్తుంది అని టైటిల్ పెట్టేసుకుంటాం ఆ అని అడుగుతున్నారు actually pressure cooker popcorn circle pav jalebi cherry ఇవన్నీ I think you should have a name in the film where your name should like cherry something like that so free అదేదో సినిమాలో సినిమా టైటిల్ మంచి ఫుడ్ పేరు వీడి పేరు వచ్చి స్వీట్ పేరు అన్నట్టు that's nice actually it's like zero payment with full of promotion the title is like that like popcorn like no you don't have to pay it just goes from mouth to mouth మీరు ఈ సినిమాలో గిటార్ ప్లే చేశారు కదా so really you play guitar I play basic guitar అంటే అప్పుడప్పుడే ఐ స్టార్టెడ్ ఎందుకో నాకు dude he's multi talented he dances you దాని పేరు martial arts actor he he gives us motivation with uh, workouts uh-huh. so there's he's like that Ugadi Pachadi is like multi-talented. <laughs> That's all the flavors. He, he himself is like one popcorn. Yeah. So he's multi-talented. నేను అప్పుడే గిటార్ కొనుక్కొని స్టార్ట్ చేసా because when we friends get together I usually prefer home house parties a lot I don't go out much so house పార్టీస్లో like they ask me to sing so అట్లా అట్లా స్టార్ట్ అయింది అట్లా స్టార్ట్ అయింది then for this movie I sing as in with the guitar. With oh, guitar, okay. I sing the okay, way I can. He does everything in life. <laughs> before before the interview ends, I will make him sing. <laughs> yeah, please do. Avika, coming to you. What are the extra other hobbies you have apart from acting? Like what do you do? You cook? Dance. I cook. Okay. What but are the three four dishes cheppandi my audience ki? Maggie oddu. Poha. Dosa oddu. <laughs> Poha. She does poha. No, but I make very good. Um, quinoa biryani oh, for healthy eaters. That's nice. I make very good uh, millets dosa. Like I'm a pro at it. Okay. Like all healthy stuff I've learned just because I need to make them tasty. okay అలా బేరబుల్ ఎప్పుడైనా కుక్ చేసి did eat eat like did I eat no అరే నార్మల్ ఎప్పుడు సెట్ కి ఏదైనా వండడం అట్లాంటివి బాబు బాబీ అన్న ఉంటారు యా oh, ఆయన హీ మేక్స్ గుడ్ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా చెప్పంగానే ఐ డోంట్ నో ఎక్కడికి వెళ్ళి చేస్తాడు బట్ హీ మేక్ సెటప్ ఉంటది కదా ఇట్లా టక టక he'll make yeah like anything from chicken to biryani to anything he will make everything on set and we both really sometimes when i feel like i'm eating too many samosas and all that like healthy తినాలంటే i go to her i say నా కూడా ఇక్కడ దిస్ ఇస్ ద ప్రొడ్యూసర్ నాకు ఇట్లా ఇది కావాలి ఇక్కడ ఆ ఫ్రెండ్ జోన్ వచ్చేసింది అన్నమాట తినే తిండిలో ah, ఒక ముద్ద పెట్టండి anyways you are getting it done no extra for me also like that now is the warm up అయిపోయింది okay we are playing a game oh love it okay we are playing a game it's you should you should play it sincerely no cheating no gestures I will no cheating What happens? Our producer will give a hamper to you. Popcorn producer. So you should gift yourself with an. sure. should give a, you should give a hamper to Sai. I hope I win. Huh? Not him. I really hope I win. yeah, and uh, hosting చేసినందుకు నాకు పక్కనే ఉన్నందుకు సాయనకి పాప్కార్న్ తరపు నుంచి ఒక hamper before before the interview ఓకేనా ఓకే ఆ గేమ్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది లెట్స్ సి బేసిక్ మీరు సినిమా వాళ్ళే కదా your from the industry if you tell this wrong people will feel offensive So what pressure is this? <laughs> ah, you have a pressure cooker beside, so minimum pressure we will give. ఓకేనా గేమ్ ఏంటంటే these are movie names Telugu movie names ఈ తెలుగు మూవీ నేమ్స్ ని ఇట్స్ నీకు ఈజీ నువ్వు వచ్చిన తక్కువ నాకు వచ్చా చెప్పేవద్దు I start with Avika of course ఇవి తెలుగు మూవీ నేమ్స్ అమ్మాయి చెప్పలేకపోతే నేను చెప్పాలా something like first film all release very useful ఇట్లా hero all his fans are also watching ఓకే ఓకే ఇట్స్ డిఫ్ నీకు అర్థం నీకు వచ్చేసింది బిగ్ నీకు వచ్చేసింది You know? Yeah yeah I know I will know her movie కా listen I give you a clue చూసారా wide close okay I give you a clue this film is there in Tamil and it's there in Telugu and it's a super hit film also also this I mean who acted in this film he's a sensation he's a god damn sensation in the Telugu film industry the biggest the biggest of the biggest comes from a very big family who has where his son is also an actor come on dude <laughs> you're not telling no Ah, he will. uh, got got it okay one more clue i'll give his son is an actor अरे यार Very ऐसे big भी actor. Come on, no just think how many act like how many do how many combinations do we have in our Telugu industry? Father son. Yeah. Oh, many. Ah. <laughs> there are many. So many. So many. Okay, one more clue I'll give. Okay. Old movie, new no. movie. Okay. What is his his name starts with C. I understood who it is, but. Uh -huh. Okay, the title. Hmm. Damsharats yeah, we are doing. we are not doing exactly, it. Exactly. That is too much. Telugu. <laughs> Jail में डाल किसको डालते हैं हाँ इट्स अ हिंदी वर्ड कैदी हाँ कैदी राइट हम्मा हम्मा जेल में किसको डालते पहले नहीं बोल सकता था अरे that is. इतना time मेरे को क्या पता इतने सारे Okay, इसके बाद भी I'll, नहीं I'll बोल पाई change. So din Maruddam, you have three lifelines. You already used one. Hey, this was a lifeline? Huh, that's Ajanta enough. ka phone. I have to do something about it. अच्छा this is phone friend ask a friend this is for ఇప్పుడు నువ్వు చెప్పలేదు అనుకో నీ క్లూ కూడా నీకు ఏం లేదు బ్రో అస్సలు ఇతనికి ఎందుకంటే ఇవ్వాలి నేను క్లూ తన అయితే పాపం నీకు మళ్ళీ దీనిలో స్పెషల్ ఎఫెక్ట్ కూడా ఉంది you have only sixty seconds time अरे अरे Listen, listen, A और U के बीच में L होएगा अब आगे तू देख ले లాస్ట్ టెన్ సెకండ్స్ అట్లట్లాను ఒక చిన్న హింట్ హింట్ లేదు ఏం లేదు అస్సలు నీకు ఎందుకు ఇవ్వాలి హింట్ <laughs> అస్సలు ah, ah. అదే నేను చాలా very easy super hit film very big actors film is inspiration for many people he has two eyes one nose two ears ఇంతకంటే ఎక్కువ नाइस हेयर स्टाइल यस क्या है मेरे को मालूम है I know it. The heroine which acted in this film recently she, she did a very big film in Tamil and it's a super hit. Mani Ratnam sir's film. Mani Ratnam. You don't know. It's very easy. It's Last 10 seconds. Good. 10, 9, it's 8, 7, 6, 5, Ow. 4, 3, 2, 1. Time up. Sorry, sorry, sorry, sorry. You want to see the answer? అతడు సో మెనీ క్లూస్ నా నా my bad I understand he lost he lost his loser breaking news మీరు చూస్తున్నారు ప్రముఖ యాక్టర్ సాయి రౌనక్ ఇంత సింపుల్ సినిమాని మహేష్ బాబు గారి సినిమాని కూడా గెస్ చేయలేదు అలాగే ఆయనతో పనిచేస్తూ కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటూ పక్కన తన the nation wants to know పక్కన అవికగూర్ తనకు తెలియకపోయినా చాలా కష్టపడి చిరంజీవి గారి సినిమా చెప్పింది కానీ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటూ మహేష్ బాబు చేస్తూ ఇంత చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈ సినిమా చెప్పలేకపోతున్నాడు this is Nikhil Vijendra cinema reporting live with సాయిరణోక్ అండ్ అబ్కా ప్రమోషన్ జరుగుతుందా డిమోషన్ జరుగుతుందా okay I'm back to my back to Vijendra cinema okay చచ్చింది గొర్రె అసలు impossible even if I tell the I fill half also you can't tell hundred so much confidence you have in me oh my God okay this for audience also మీరు కూడా ఈ లోపల ఈ లోపల మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి let see who is going to guess this quickly whoever guess this this quickly ఎవరైతే కరెక్ట్గా గెస్ చేస్తారో మన ప్రొడ్యూసర్ అవక గారు అవక గారు వాళ్ళకి ఒక హ్యాంపర్ పంపిస్తారు special effect okay father son combination recently his film it's a pan India film it's a sensation like the whole nation spoke about the whole nation literally the whole nation Whole nation is talking about all Telugu films right now. but this film made us to reach hollywood too like le- recently also it was a sensation నీకు అర్థమైందా ఏ హీరో కోసం he already lost in Athadu ఇప్పుడు నేను దీన్ని ఎలాగ నేను ఎలాగ ఇచ్చేయాలి నే- నేను అదే అదైపోయింది దీన్ని There are ఆలోచిస్తున్నాను two. Okay, he's called the junior. His name has junior in front of him. Junior NTR. Exactly. Okay. ఉస్కా movie Ah, two heroines. I'll, I'll tell I'll tell you the story. You listen, okay? ఇక అలాగే ఉంది ఈ గేమ్ రూల్స్ అన్ని మార్చేసి అసలు ఇంత కష్టపడి నేను చెప్తుంటే నీకు వచ్చిందా Rona, what are you doing? He- मेरा तो बनता है if I don't You get what? it, you should make get me it. సమయం ఐఎమ్ జస్ట్ వండరింగ్ ఒక్క నిమిషం నాకు ఒక చిన్న న్యూస్ ఈ వైగా నాకు ఒకటి Yeah, అర్థమైంది <laughs> నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి అర్థమైంది ఇవన్నీ టీవీలో చూసినప్పుడు ఈజీ గెస్ చేస్తాం కానీ hmm. ఇక్కడ కూర్చున్నప్పుడు రాదు గుర్తుండే అట్లా suddenly okay two heroines both of the heroines top actresses one is Samantha అరే అదే బృందావనమా అమ్మా <laughs> hmm? అసలు ఇప్పుడు ఇంకా నేను ఏం చెప్పాను నేను మొత్తం చెప్పేసా ఇందులో నీ కెరీర్ ఇది ఇది లేపేండి బెస్ట్ నన్ను తిట్టుకుంటారు ఇది గేమా ఏంటి అని చెప్పి clue very tall hero full height recent నీకు వచ్చింది హీ గాట్ ఇట్ ఆఫ్ నాకు గాడి టెన్షన్ ఓకే నాకు నిజంగా six four full tall full sensation the film that made made Telugu industry to cross boundaries the first film సరే పట్టుకోండి బయలుదేరి అడిగినప్పుడు చెప్పు <laughs> అడిగినప్పుడు ఈ సినిమా ఏంటి నాకు తెలియదు ఈ అమ్మాయి వచ్చి మాత్రం హిందీలో చెప్పేస్తాడు ఈ ఈ హే ఉస్మే already just have to fill other Oh, really? Really मुझे तो पता ही नहीं था हीरोइन एकदम Full nice. She's very hot. Hot on more clue here This is not a clue that would help. I mean, okay. Well, whom do you call, like? You know, one uh, for example, Cyrenok is like full riff, like he's that. What are you? Uh, daring and dashing. It's a word. It's a word. We describe that person with this word. In English, Hindi. In English. This is English. It's an English word. अभी तो कर दे यार. It's an English word. EE. Like you use it. You know, this guy in college days, he's one big. నీకు వచ్చింది నాకు అర్థమైంది అది అర్థమైంది నాకు हाँ तो बोलना. It's your this thing No, it's not. Five You don't know. Four देखो త్రీ नहीं मालूम है ना. టూ देखो नहीं मालूम. వన్ ఒక్క నిమిషం చెప్పు రెబల్ అమ్మా ఫైనలీ ఐఎమ్ ఆన్ ట్రాక్ నా ఇప్పుడు I వచ్చేస్తాయి అన్ని watched this, I ఫటాఫట్ loved it. You want me to give breaking news no నా इसमें अगर तू आर लिखता ना तो हाँ. मेरे को समझ में आ जाता I let be so I let I leave only this हां आई लीव ओनली दिस ना you are also be also you should have left E E का blank and for him no that's it starts with C O first clue हां you saw no it starts with C and ends with I and H K इधर टी है अब तू देख एच के एच के से टी है तो and is I am just follow I think hostel and this is C C H dash R dash T H I. Guarantee. इतना ची- हाँ something. చిరుత ఇది cheating it's not Chirutha this is cheating and ఒక్క నిమిషం నేను genuine- I I know you. Sorry. యు అయ్యో ఏ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు ప్రముఖ యాక్ట్రెస్ అవికా గౌర్ మన రామ్ చరణ్ గారు చేసిన ఫస్ట్ సినిమాని ఫస్ట్ చిరుతే చిరుతి చిరుతి అని చెప్పి అనడం జరిగింది నేను అట్లా కన్ఫ్యూజ్ చేసిన కరెక్ట్ చెప్పే చెప్పకపోతే అక్కడ అయ్యి అయ్యి ఉంది యూ ఉంది అంటే నేను చెప్పింది ఒకటి తెలుసు తర్వాత ఇంకా అది చెప్పిన తర్వాత చెప్పకపోతే ఇంకా నేను బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి కూడా ఓకే సరే సరే ఇది గేమ్ నాకు వన్ మోర్ గేమ్ సో మన ఆడియన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా this the name of a movie title which is jumbled okay this is jumble so మన సినిమా హిట్ మూవీస్ అన్ని ఉన్నాయి ఈ సినిమా పేరుని మనం కొంచెం అటు ఇటు వర్డ్స్ లెటర్స్ మార్చేసి మీకు జంబుల్ వర్డ్ ఇచ్చాం you have to guess the correct title నీకు వచ్చేసింది కానీ నేను I want say one thing నేను ఇంతకు ముందు ఎప్పుడైతే టీవీ చూస్తూ ఇట్లా అన్నం తినుకుంటున్న షోస్ చూస్తున్నప్పుడు ఈ సెలబ్రిటీలకు అసలు బుర్ర ఇంత ఈజీ చెప్పలేకపోతున్నాను అనుకునేవాడిని కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నా కదా నాకు అర్థమైంది ఇవి చాలా కష్టం ఇక్కడ కూర్చున్నప్పుడు చెప్పు వావ్ రైట్ తెలుగు తెలుగు नहीं दिस इज मलयालम आना കഴിച്ചു കഴിച്ചു रतन का 5 I don't know. This film recently crossed boundaries. अन्य cross Man, what is this clue? Full happening. What genre is it? It's a Kannada Malayalam. film. Kantara. You Ah, hey, asala. I was waiting इसके पहले मलयालम बोला हो. हाँ उसका ही गलती है गुड्डू You हाँ, you your speak Kannada? fault. No, I have just watched Kantara. వచ్చింది కదా వచ్చావా ఆ? నేనా అమ్మాయ ఆమె ఆల్రెడీ అక్కడ చూడు ఒక్క వైపే చూడు is this a movie? Yeah అసలు ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు నేను జాతకంగా మాట్లాడాలి అటు ఇటు అయిందనుకో తోలు తీసేస్తారు నాకు ఆ? ఇప్పుడు నేను చెప్పినా నువ్వు ఎందుకు చెప్పినావు అంటాడు అదే ఇట్స్ Kabali. I asked you, is this a movie? Because yeah, it also says Sab Balika. movie hai. So मेरे को बालिका हाँ That's why I asked movie hai kya? Okay हाँ Just trying to the, the custom ना the custom yeah मुरारी का का क्या कुछ भी नहीं नहीं किधर दिख रहा है तेरे को कंपनसेट जस्ट सुना तेलुगु कन्नड़ा तेलुगु Okay, the first letter starts with R, ends with U. Okay. It's a name of a person. It's a very common name. రామారావు ఏయ్ కానీ రామారావు రాజేంద్ర ఆర్య ఓ ఉండాలి కదా రా. అది లేదు అదంతా నువ్వు అడగకూడదు ఏది ఉందో అది చెప్పు. మరి ఆ లెటర్స్ అవన్నీ ఉండవు అట్లా అంతే రామారావు మూవీ రౌండ్ కూడా అయిపోయింది We win this. ఆ, you win. అవికాకి ఇచ్చేద్దాం ఈ రౌండ్ నీకు ఇవ్వండి నేను అయిపోతా అస్సలు. నువ్వు ఎప్పుడైతే ఇందాక ఆ సినిమా చెప్పలేదో అప్పుడే నీకు లేదు ఇప్పుడు few more questions I have because audience also no GK no No, no, no. Something related to your personal life. You've been acting in serials and now you're into movies. What's the one big difference that you have observed? The process of movie making takes a lot of time for us to like reach the audience. Okay. And of course, once it does, it's all glory and nice. Right. but in tv it's like you shoot today and next day it's the telecast is there and you get the reviews then and there okay. in movies you do not have a scope or chance to rectify what went wrong and in tv serials i mean if one episode doesn't go well you can do something in the next right. one it's not like the one yeah so these are the two major differences and if i talk about stuff behind the scenes i think the pace that we work for in the movies is relaxed much relaxed than what TV, TV I know, I know. I know a lot of people who are into TV has been uh, crazy for years, and that's how it's been it's over the years. That's how it is. That's how it is. And now, all the TV actors, I think, respect to you all. Every actor should once in their lifetime do TV because that gives you the schooling that nothing else can give. Yeah. I think that spontaneity, that urgency, Learning, that learning where the we should- the dialogue, camera everything, favorability, a everything. lot of- TV teaches you a lot, a lot. So yeah, So that's the major difference that we have. seen. definitely. Nico, <laughs> who's your inspiration to get into films or who's that? Oh, even I don't know. అంటే టు బి ఆనెస్ట్ నాకు ఈ యాక్టింగ్ లేకపోతే ఒక సినిమాలో యాక్ట్ చేయాలి యాజ్ అ హీరో అని ఫస్ట్ వచ్చిన thought because I saw Hrithik Roshan's కవన బ్యారే ఒక టైంలో బిగ్ ఫ్యాన్ ఆఫ్ సో నాకు ఇంకొకటి మెయిన్గా ఏంటంటే like I had a very ఏమంటారు I was a calm kid so చైల్డ్హుడ్లో I was been suppressed bullied and also I wanted to be that strong guy when I grew up and I want to be kind to people so అట్లా <clears throat> దెన్ మూవీస్కి వచ్చేసరికి I wanted to do lot of stuff so అవన్నీ స్క్రీన్ మీద బాగా కనిపించాయి yeah I was very confident under the lights and camera so yeah నీకు Avika who is your inspiration any specific person or any actors like తెలుగులో మనకి ఎవరైనా ఇది చూసి I love her acting or I love his acting Not really. Okay. For me, I think every person in this industry has something to offer which is unique and different, completely different. And I think for me, as somebody who's extremely curious, I would love to, you know, have those uniqueness, those qualities of others and, you know, do something of them in my way. So getting inspired um, by the way they work, would be from Priyanka or Shahrukh because the way they work is non-stop. They are hustling every day and it's not like they work for 12 hours and that's it. There's a lot that goes behind those 12 hours. So I think uh, for working hard and doing uh, your work with a lot of passion, I think it's Shahrukh and Priyanka. That's nice. Because it's always like hustling, hustling, hustling. And yeah, and uh, they do all of it with a lot of honesty and dignity There's, they do it with a lot of poise and grace. I think that matters the most. One more thing, నేను ఒకటి విన్నా this is inside information I heard Inside information. You guys imitate someone you imitate some actor or something actress who is that Imitate? Yeah నువ్వు ఇమిటేట్ చేస్తావు విన్నా ఎవరది తెలియాలి తెలిసి తెలియాలి you don't I imitate don't imitate. Given a chance whom would you imitate did you ever try to तो क्वेश्चन बदलाना अभी अपने convenience के हिसाब से He just wanted to. First I tried to pull information but I did not get any now I'm asking you I don't imitate people. People imitate me. ah swag तू मेरा imitation मत कर देना please. He does very good, ah. Are you listening? He imitates me very well. Very well. so, oh, come on I'm just wondering कि क्या imitate करूँ suddenly. तू करता है हमेशा करता है. He does it off screen and it like pisses me off. ఆ, అది ఈ అమ్మాయి ఇట్లా సెట్కి వచ్చి అది ఇట్లా రింగ్ పెట్టుకుంటారు హీరోయిన్ ఇట్లా అది ఇట్లా ఒకటి బాల్ లాంటిది పెట్టుకొని 아 책을 고전다 हाय हाँ भैया पानी देना हाँ नहीं चाहिए तो ये देखा ये देख ये देख crazy yeah. exactly yeah he copy does it very paste. well he does it very well copy paste asala as it is ఇస్ లైక్ అదే పానీ దేనా that And the hand, <laughs> hand movement, movement like everything, exactly everything. That's really nice Good you job. You try you can you can imitate him <laughs> no No. I don't even want to try. So we are not going No, no, no. So coming to a film, <laughs> there's so many people who admire you, who అంటే మిమ్మల్ని చూసి మేము సాయిరాక్లా డాన్స్ చేయాలి నేను అమికాలా యాక్ట్ చేయాలి నాకు ఇప్పుడే ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళకి if they come to you and they ask give us three reasons why to watch popcorn film అంటే what would you tell them we both are extremely charming in the movie the director and the dop they have killed the whole uh, process of uh, you know because like i said the movie is tricky because it's just in one location with just four angles you know so that playing around with the camera i think they have done a phenomenal job that would be the second reason to watch this film and the third would be that i think everybody nowadays wants new fresh content everybody is looking at good stories and coming up with uh, you know different unique ideas and this one is pretty amazing i have not seen anything like this so for me this was new fresh so that would be my third reason nice. నన్ను అడిగితే these days people judge everything so fast ఏదైనా వినంగానే నమ్మేయడం ఏదైనా చూడంగానే ఇది ఇట్లాగే ఉంటుందేమో అని ఈజీగా జడ్జ్ చేసేస్తారు సో అట్లా ఒక ఒక జడ్జ్ చేసిన ఒక రీజన్కి what is the back and story what is the actual reality అనేది పాప్కార్న్లో ఒక ఫన్ వేలో చాలా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు హ్యాపీగా it's popcorn is a time pass snacks హ్యాపీగా టైం పాస్ అయిపోతుంది ఆ టూ అవర్స్ అండ్ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ రైడ్ రైడ్ ఉంటుంది మూవీలో and there is in cute romance and nice flirtatious words అవన్నీ ఉంటాయి సో hmm, నన్ను తీసుకున్నారంటేనే అర్థం చేసుకో He really likes. He enjoyed it. I He enjoyed loved it. Uh, He was he's- making everybody laugh on sets. He was just, you know, giving that positive energy to everyone, and he was pretty. First, I have come to his dance studio three years, three and a half years back, I guess. Hmm. He's very sweet, very welcoming, Yeah. treats everybody It's in a nice- annoying how <laughs> sweet he is. Annoying. <laughs> No, no. People finding people like this, uh, like ఇలాంటి వాళ్ళని ఈ టైంలో కొంచెం they're annoyingly I nice. agree. <laughs> Yeah, కదా that's annoying. because I fall in the same category. <laughs> <laughs> People don't do the same thing. Yeah. It's the same I feel what you give is what you get like నాకు నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే that what I felt when I was mistreated I think నా నుండి అది not even single person should have yeah so that that's what I Suddenly the conversation became all serious. Serious గా అయిపోయింది This is Philosophy. పాప్కార్న్ లాగే చాలా ఫన్ నోట్లో స్టార్ట్ అయ్యి Popcorn, చాలా I ఇంటెన్స్గా think, ఎండ్ అవుతుంది um, specifically as a word popcorn, when we hear it, the first thing that comes to our mind is like, entertainment. Okay. And I think this film has everything to offer from romance to a little seriousness to melodrama to everything, you know, fun and comedy. And there's so much happening and in a very beautiful way. So, that's what popcorn is moreover lift లో స్టక్ అయిపోతే ఇలాంటి వేషాలు చాలా వచ్చండి ఇప్పుడే రిలీజ్ అయ్యా so lot of things can happen in a lift and कुछ गड़बड़ है अब ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఈ ఇంటర్వ్యూ కూడా చెప్తున్నాను ఒక సినిమా వెనకాల చాలా మంది కాస్ట్తో పాటు so many cameramen crew assistant spot boys makeup man చాలా మంది కష్టపడతారు అండ్ సినిమా వల్ల చాలా మందికి బ్రెడ్ అండ్ బటర్ కూడా వెళ్తుంది so every interview I tell the same thing సినిమాని దయచేసి థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తే హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కాకుండా చాలా మందికి హెల్ప్ అవుతుంది this is one humble request from all the సినిమా ఫ్రెటర్నిటీ ప్లీజ్ వాచ్ సినిమా ఎప్పటికైనా సినిమా సినిమానే అది చిన్న సినిమా పెద్ద సినిమా అయినా సరే సినిమా ఎప్పటికైనా సినిమానే సో దయచేసి popcorn movie is releasing in Feb so please don't miss it and watch it only in your nearest theatres and thank you Thank Thank you, thank you so Sai much. Ronak and Abhika and wish you all the best. Thank you so and much. to the entire cast and crew of Popcorn, I wish you love and lots of success and money. Thank you. Thanks. and I hope you liked the session. Like both loved it. We loved it. Just loved the movie it. part was a little difficult, but we can it off. You're the producer. It's in your hand. it was fun. No, that was a joke. I wanted it. <laughs> Thank you. This is Nikhil Vision. This is Ma signing off. See you guys. Bye bye. Take care. Thank you.